Hi this is Pragati please subscribe to film tree డైరెక్టర్స్లో అండ్ ప్రొడక్షన్స్లో ఎక్కువగా మీకు సపోర్ట్గా నిలిచిన ప్రొడక్షన్ కానీ డైరెక్టర్స్ కానీ ఎవరంటే ఎవరు చెప్తారు డైరెక్టర్స్ అంటే Nandini Reddy she hmm. Been అంటే నేను ఆల్మోస్ట్ ఆవిడ వర్క్ చేసిన అన్నిట్లో వర్క్ చేశాను ఒక సినిమా ఇచ్చిన క్యారెక్టర్ మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేయలేను ప్రతి సినిమాకి డిఫరెంట్ క్యారెక్టర్స్ ఇచ్చారు ఒక సినిమాకి అయితే నంది అవార్డు కూడా కళ్యాణ వైపు సో మళ్ళీ నెట్ఫ్లిక్స్ లో కూడా ఒక police character so she someone whose she always feels మంచి ఒక ఆర్టిస్ట్ uh, గా she has huge huge applause for me ఒక డైరెక్టర్స్ గా ప్రొడక్షన్ హౌస్ అందరూ ఆల్మోస్ట్ ప్రతి ప్రొడక్షన్ హౌస్ నేను రిపీటెడ్గా వర్క్ చేస్తున్నాను అఫ్కోర్స్ దిల్ రాజు గారిది ఈజ్ బిగ్గెస్ట్ కాబట్టి ఆయనది చాలా చేశాను నేను ఆయన ప్రొడక్షన్లో అండ్ hmm. uh, చేశాను ప్రతి ప్రొడక్షన్ హౌస్లో రిపీటెడ్గా అయితే మినిమం త్రీ ఫిల్మ్స్ అయితే ప్రతి ప్రొడక్షన్ హౌస్లో చేశాను because work wise I been very accommodative టైంకి రావడం వెరీ ప్రొఫెషనల్ అండి నేను because I don't like wasting anybody's one minute కూడా నేను వేస్ట్ చేయను సినిమా ఈ టైం షూటింగ్ అన్నారంటే ఒక టెన్ మినిట్స్ ముందే ఉంటాను అంటే నైన్ విత్ మేకప్ అన్నారంటే eight forty five with makeup ఉంటాను నేను ఐమ్ యూజువల్లీ లైక్ దట్ నాకు ఒకరి టైం వేస్ట్ చేయడం అంటే అన్ని కోట్లు పెట్టి చేస్తున్నాను నా కోసం సినిమా తీయట్లేదు సినిమా కోసం నన్ను పిలిచారు సో నేను రెడీగా ఉండాలి వాళ్ళు రెడీగా ఉన్నప్పుడు నేను వెళ్ళటం కాదు వాళ్ళు I I I I have to be prepared ఎప్పుడు పిలిచినా వెళ్ళాలి so that's my job and that way I have a good reputation timing విషయంలో ప్రతి ఒక్కరి ప్రతి ఒక్క చోటు I have a good name Tamil ఒక ఇరవై ముప్పై ఉండొచ్చు కదా ఈజీగా ట్వంటీ థర్టీ ఉండొచ్చు twenty twenty or twenty twenty five okay okay Kannada Malayalam రెండు రెండు సినిమాలే ఉన్నాయి అంతే అంతే hmm. మలయాళం కన్నడ మలయాళంలో సీరియల్ చేశాను నేను hmm. మలయాళంలో సెవెన్ ఇయర్స్ చేశాను ఒక పార్ట్ వన్ పార్ట్ టూ స్త్రీ జన్మం స్త్రీ జ్వాల అని రెండు సీరియల్స్ చేశాను back to back almost six six and half years అది so that was the biggest journey in Malayalam యాక్చువల్గా నేను యాక్టింగ్ నేర్చుకున్నది ఒక బేసిక్ ప్లాట్ఫామ్ అంతా అంటే మంచి మంచి ఆర్టిస్టుల కాంబినేషన్ తగిలింది నాకు అక్కడ సుకుమారి చేచి కానీ సిద్దిక్ గారు కానివ్వండి అండ్ కేఆర్ విజయ గారు మంచి మంచి ఆర్టిస్టులు కాంబినేషన్ పడింది నాకు అక్కడ so I learnt a lot మలయాళంలో ఎక్కువ నేర్చుకున్నాను as a artist I been lucky అక్కడ ట్వంటీ సెవెన్ ఫిలిమ్స్లో మ్యాక్సిమం ఒక ట్వంటీ త్రీ ఫిలిమ్స్ లేదా ట్వంటీ ఫోర్ ఫిలిమ్స్ వరకు ఏ ఈ కప్పులు అన్ని కాఫీ ఏమండి కాఫీ తీసుకోండి అంతే పక్కన అందమైన అమ్మ చూడడానికి బాగుంటది హీరోయిన్ మదర్ అయితే అందంగా ఉంటుంది యంగ్ మదర్ ఇలాగే ఈ ఈ ఈ అంతే అంతే అలా అలాగే చాలా జరిగాయి క్యారెక్టర్స్ పడ్డవి కొన్ని మంచి మంచి పడ్డాయి లేకపోతే అలాగే కాఫీ కాఫీ టీల్ తోటే పంపించేసేవాళ్ళు <laughs> ఈ రోజు ఇక్కడ ఒక ఓ బేబీ ఒక ఎఫ్ త్రీ ఒక ఎఫ్ టూ వరకు ట్రావెల్ అయ్యానంటే ఒక దూకుడు ఒక Brindavanam it's all because ya there are good characters ఈ టైప్ క్యారెక్టర్లు కాకుండా అసలు మీకు బ్రేక్ వచ్చిందంటే ఏ సినిమా అండి గంగోత్రి గంగోత్రి రాఘవేంద్రరావు గారు అండ్ దట్ గేమ్ మీ అ బ్రేక్ మంచి ఆర్టిస్ట్ గా బ్రేక్ వచ్చింది అది ఓకే ఆ తర్వాత నేను అలాంటి క్యారెక్టర్స్ వస్తే చేసు చేస్తాను అని నేను మేబీ అప్పుడే కొంచెం హోల్డ్ చేసి ఉండుంటే మేబీ ఐ వుడ్ సస్టైన్ అంటే మంచి మంచివే చే చేసేది అప్పుడు situation as I told you you know I వచ్చినా అని చేసుకుంటూ వెళ్ళిపోయాను అంటే ఇంకా అబ్బో ఇప్పుడు వదిలితే ఇంకా మళ్ళీ ఏదైనా అన్నట్టు ఇంకా అలాగా చేసుకుంటూ వెళ్ళిపోయాను అనమాట సో వచ్చినవన్నీ చేస్తూ ఆ తర్వాత దెన్ ఐ స్టార్టెడ్ రియలైజింగ్ ఆహా ఇదేంటి అన్నీ చేస్తున్నానని కొంచెం అలా హోల్డ్ అయ్యి ఇప్పుడు ఐఎమ్ ఫిల్టరింగ్ ఇప్పుడు మేబీ ఇప్పుడు ట్వంటీ సిక్స్ అనేది ట్వంటీ అయ్యాయి ట్వంటీ టు ఫిఫ్టీన్ అయ్యాయి టెన్ అయ్యాయి సెవెన్ అయ్యాయి సిక్స్ అయ్యాయి ఇప్పుడు ఈ ఈ ఫోర్ ఫైవ్లో ఆగిపోయింది అనమాట ఐఎమ్ డూయింగ్ క్వాలిటీ వర్క్ చేస్తున్నాను ఇప్పుడు I can afford to do I can take that time నచ్చితే చాలా బాగుంది నేను చాలా ఇష్టంగా చేయగలను అంటే ఊరికే వెళ్ళి ఏదో చెక్ వస్తుంది కదా అని ఒక ఆ సిచ్యువేషన్ కాకుండా నేను హార్ట్ అండ్ సోల్ పెట్టి ఇష్టంగా చేయగలిగే అయితే ఖచ్చితంగా చేస్తాను క్వాంటిటీ కాకుండా క్వాలిటీకి అంతే <laughs> అది అయిపోయింది time everyone goes to that I also me favourite artist అయినటువంటి వెంకటేష్ గారిది రిపీటెడ్ గా మీరు సినిమాలు చేయటం ఏవో అలా చాలా మందితో చేశాను కదా అలాగా acted with lot of people okay కానీ I I been a fan అండి ఆయనకి I been a huge fan of him అంటే దట్ ఒక్కరు you probably you also will be మీకు ఒక ఒక ఆర్టిస్ట్ ఫ్యాన్ ఉంటారు కదా for me Venkatesh is been that and ఆయనతో వర్క్ చేసిన తర్వాత ఇంకా become a huge fan because అంత జెంటిల్మ్యాన్ అండ్ అంత educated and discipline highly discipline అసలు ఒక ఒక సెకండ్ వేస్ట్ చేయరు సెట్లో he doesn't like anyone wasting time hard work I mean అది ఇంకా అంటే he's become a role model అని చెప్పచ్చు okay very huge fan of అలాగే నాగార్జున గారు నాగార్జున గారు ఒక్క సినిమానే చేశాను నేను డమరుకం మరి చిరంజీవి గారు బాలకృష్ణ గారి సినిమాలు ఎందుకు చేయలేదు మీరు <laughs> <laughs> చేశాను కానీ అందులో ఒక చిన్నది ఊరికే come as a flashback చేశాను ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో వచ్చినాయా కొన్ని అవకాశాలు వచ్చినాయా మీ డేట్లు బిజీ వల్ల రాలేదు ఓకే అలా రాలా ఐ బాలకృష్ణ గారు కూడా చేయాలి నేను పెద్ద హీరోల్లో వాళ్ళని వదిలిపెడితే ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోలు మొత్తం <laughs> అందరికి అయిపోయారు మదర్ మదర్ మదర్ అనే కాదు కొన్ని హీరోయిన్ కి మదర్ చేశాను చాలా వరకు హీరోయిన్ మదరు కొన్ని హీరో మదర్లు నాకు అన్నపూర్ణం గారు చెప్తా ఉంటారు పెద్దవాళ్ళతో అంటే ఇప్పటికీ నాకు బాలయ్య బాబు పిల్లోళ్ళనే అనిపిస్తా ఉంటారు అంటే క్యారెక్టర్ చేసినప్పుడు చేసి చేసి పిల్లలు ఒకటి I feel nice about playing certain characters ఏంటంటే అమ్మ అనే పిలుస్తారు సెట్లో maximum ninety percent whomever నేను ఇప్పుడు వర్క్ చేసిన వాళ్ళందరూ బీట్ ఇప్పుడు ఎస్పెషల్లీ ఇప్పుడు యంగర్ సాయిధరం తేజ్ కానీ మన కార్తికేయ రెజీనా ఆల్మోస్ట్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వాళ్ళైతే అందరూ ప్రతి ఒక్కరు అమ్మ అనే పిలుస్తారు సో ఇట్స్ వెరీ నైస్ అంటే అదే మెయిన్ బేసిక్గా we feel very connected to work అంటే మీకు వచ్చిన అవార్డ్స్లో బెస్ట్ సపోర్టింగ్ రోల్కి వచ్చింది తర్వాత కామెడీ ఏదన్నా విలన్ షేడ్స్ లో ఒక సినిమా వచ్చినట్టుంది కదా ఒకటి వచ్చిందండి శ్రీహరి గారితోటి మార్క్ అని ఒక సినిమా చేశాను విజయన్ మాస్టర్ వాళ్ళ అబ్బాయిని ఇంట్రొడ్యూస్ చేశారు బట్ అది సినిమా పెద్ద ఆడలేదు సో అది పెద్ద రీచ్ అవ్వలేదు అది character was very good character అది చేశాను నెగటివ్ చేశాను పోలీస్ ఇది ప్రేమ ఖైదీ అండ్ ఆల్ స్టంట్లు అవన్నీ కూడా చేశాను సో చేశాను అన్ని క్యారెక్టర్స్ అయ్యాయి ఆల్మోస్ట్ నెగటివ్ పాజిటివ్ కాకపోతే ఏంటంటే హిట్లల్లో పెద్ద మెయిన్ అగైన్ సినిమాలో మాట్లాడేది ఒకటి హిట్టే సో నా మ్యాక్సిమం నంబర్ ఆఫ్ హిట్స్ మదర్గా చేసినవి సాఫ్ట్ క్యారెక్టర్స్ లేకపోతే కామెడీ బాగా పేలింది కాబట్టి అవే ఎక్కువ రీచ్ అయ్యాయి జూనియర్ ఎన్టీఆర్తో ఆ సినిమాలో పాట మీతో అది అప్పుడే ఫస్ట్ అందరికీ యాక్చువల్గా నేను డాన్స్ చేస్తాను అనేది ఒక ఓ దిస్ ఉమెన్ డాన్సెసా అని ఒక అంటే ఒక చిన్న ఒక ట్విస్ట్ అనమాట ఆ సినిమా ముందు ప్రీవియస్ అలాంటివి చేయలేదు కదా ఎప్పుడు ఎప్పుడు చేయలేదు <laughs> మీకు ఇచ్చిన సాంగ్ కూడా <laughs> గుడివాడ చేశాను క్యారెక్టర్స్ సెట్ లో మీకు నచ్చిన అంశాలు ఏంటి నా పని నేను చేసుకుని వెళ్ళిపోతాను నా నాకు అభిప్రాయాలు ఉండవు అక్కడ okay because that is not my personal life అట్లాని కాదు కొన్ని ఉంటాయి అస్సలు జడ్జ్మెంట్ పెట్టుకోను నేను అక్కడ నా పని నన్ను షార్ట్కి పిలిస్తే వెళ్తాను నేను చేస్తాను నేను వెళ్ళిపోతాను నాకు ఏమైనా తినాలి అనుకుంటే తెప్పించుకుంటాను తింటాను వాళ్ళు ఇస్తే తింటాను లేకపోతే బయట నుంచి తెప్పించుకుని తింటాను I'm a very no nonsense person okay okay అనవసరంగా నాకు నచ్చితే బాగా మాట్లాడతాను నాకు కొంచెం ఏమన్నా మేబీ నాకు అంత వైబ్ రాలేదు అంటే డిస్టెన్స్లో ఉండి